నా స్థుతుల సింహాసనం నీలో నివసింప చేసినందున ఇదిగో నా స్థుతుల సింహాసనం చీకటి నుండి వెలుగులోనికి చేసి ఇదిగో నా స్థుతుల ఫలము ఫలించుట కొరకు నీలో నిలచి పాడదాం ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడ శాసనం స్వరం ఎత్తి రెండు చేతుల పైకి విగ్రహ దేవుని